double four hello hello hello Ranganatham అండి రంగా రంగనాథం గారు అండి అబే అబే అబే రంగనాథం గారు ఇల్లు కాదండి రాంగ్ నెంబర్ ఓ సారీ అండి ఓకే రాంగ్ నెంబర్ వెళ్ళింది మళ్ళీ ట్రై చేస్తా three zero five four two double four ఊడిపోయింది హలో రంగనాథం గారు ఉన్నారా అండి రంగా ఇప్పుడు చెప్పాను కదండి ఇది రంగనాథం గారి ఇల్లు కాదు సార్ కాదు మీకే నెంబర్ కావాలి ఇది త్రీ జీరో ఫైవ్ ఏమండి ఒక్క నెంబర్ అన్న మా నెంబర్తో కలిసిందా కలిసిందా ఓ పని చేయండి సార్ కలజోడు పెట్టుకుని చూసి మరీ చేయండి చూసి చేయండి పొద్దున్న మూడు అప్సెట్ చేస్తారు ఏమన్నా తీసుకున్నా ఉంటారు మాకు తెలుసులేవో మళ్ళీ రాంగ్ నెంబర్ వెళ్ళింది ఇంతసేపు వాళ్ళ దగ్గర నిలబడి ఏం చేయించారో ఏమో లేదే బాబు వాళ్ళు మనం పని చేసేదాకా నేను టెలిఫోన్ స్తంభం దగ్గరే నించున్నా ఉండు నేను మళ్ళీ ట్రై చేస్తా three zero five four two double four hello hello Ranganatham గారు ఉన్నారా అండి రంగనాథం గారు లేరు ఇంతకుముందే చచ్చిపోయారు అయ్యా నిజమా నిజమే మీ రంగనాథం గారు పోయారంట మీ ఆఫీస్ మూడు రోజులు సెలవు ఏమన్నావా ఏమో సరిగ్గా కనుక్కుంచావు సారీ అండి అసలు ఆయన ఎలా పోయారండి ఎలాగా నీలాంటి తింగర సచ్చినోడు ఎవడో అరక్షణానికి ఒకసారి ఫోన్ చేసి ఆయన ఇబ్బంది పెడుతుంటే టెన్షన్ తట్టుకోలేక గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు లేకపోతే ఏంటయ్యా రాంగ్ నెంబర్ అని చెప్తున్నా వినిపించట్లేదా నీకు ఇంకొకసారి ఫోన్ చెయ్యి ఎగిరి గుండెలు బిత్తంతాను అంత పొడుగా బాబు నీ కాలు ఎంత పొడుగుందో చూపించాలి నీకు ఇంకొకసారి ఫోన్ చేసి చెప్తాను ఇంకోసారి చూపిస్తాను నీకు ఎంత పొడుగు చూపిస్తాను అంత శ్రమ నీకెందుకులే ఫోన్ పెట్టే హలో పెట్టేశాడు ఎదవా ఏమైంది మళ్ళీ రాంగ్ నెంబర్కి అది సేమ్ పర్సన్కే వెళ్ళింది పైగా నేను మళ్ళీ ఫోన్ చేస్తే నన్ను అట్ట దాన్ని నించుకోవడానికి నేను ఏమైనా ఫుట్బాల్నే అసలు ఆ రంగనాథం గారి ఫోన్ బాగోలేదో ఏమో లైన్స్ బాగోక నువ్వు చేసే ఫోన్లన్నీ ఎవరికో వెళ్తున్నాయి మరి ఇప్పుడు ఎలా ఇంచెక్క ఇంచక్క ఆఫీస్కి వెళ్ళుండేదాన్ని సెలబ్రేషన్ గడదు గుడ్డు అని ఆఫ్ చేశావు ఇప్పుడేమో ఈ ఫోన్ కూడా పనిచేయడం లేదు ఇంకేంటి చేసేది పోనీ ఓ పని చేద్దాం నేను చిక్కడపల్లి వెళ్ళి ఫోన్ చేస్తాను ఎంచక్క సరదాగా మాట్లాడుకుందామా అదొక్కటే తక్కువ ఏం అక్కర్లేదు కానీ సూపర్ మార్కెట్కి ఫోన్ చేయి ఇంట్లో సరుకులు అయిపోయాయి ఆర్డర్ ఇద్దాం అన్నట్టు ఇదేదో కొత్తగా సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు ఈ పాంప్లెట్లో నెంబర్ ఉంది చూసి చేసి మనకు కావాల్సిన సర్కుల్ లిస్ట్ చదివితే వాళ్లే ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు ఆహా నా పని ఎంత ఈజీ అయింది సంజు ఏంటి అక్కడ ఫైల్ ఉంటుంది తీసుకురా ఫోన్ ఎత్తవే ఇందాక నుంచి వీడెవడో రాంగ్ నెంబర్ చేసి చంపు తింటున్నాడే హలో హలో ఇది డింగ్ డాంగ్ సూపర్ మార్కెటేనా అండి బోరిడమ్మ అక్కడ మాడా ఇందాక ఫోన్ చేసి రంగనాథం గారు ఉన్నారా అన్నాడు ఇప్పుడు ఫోన్ చేసి డింగ్ డాంగ్ సూపర్ మార్కెటేనా అంటున్నాడు హలో నాకు డౌటే వీడు కావాలనే నన్ను టీచ్ చేస్తున్నాడు ఉండి సంగతి చెప్తాను హలో హలో ఎవరు మాట్లాడరేంటండి చెప్పండి ఏం కావాలి ఏంటి నువ్వే కావాలా నువ్వే కావాలి కదండి ఏం కావాలి ఇది డింగ్ డాంగ్ సూపర్ మార్కెటేనండి అదే మేము మీకు ఫోన్లో మాకు కావాల్సిన సరుకుల గురించి వివరాలు చెప్పామనుకోండి మీరు మాకు డోర్ డెలివరీ చేస్తారా డోర్ డెలివరీ ఏం కరమండి డైరెక్ట్గా బెడ్ డెలివరీ చేస్తాం శాంత బెడ్ డెలివరీ కూడా చేస్తారంట నోరు మూసుకుని రేట్లు ఎలా ఉన్నాయి కనుక్కోండి అట్లాగే ఏమండి మీరు మీ సరుకులన్నిటికి కూడా రీజనబుల్ రేట్లు లేదండి మా సూపర్ మార్కెట్లో రేట్లన్నీ అన్రీజనబుల్గానే ఉంటాయి ఏంటి మా సూపర్ మార్కెట్ లో లేడీస్ ఎవరన్నా సామాన్లు కొంటే వాళ్ళకి షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం ఏంటా ట్రీట్మెంట్ ఏముందండి సామాన్లు కొన్న లేడీస్ కి మేకప్ వేసుకుంటామే కిట్టు కిట్టు ఆ కిట్టు అది ఫ్రీగా ఇచ్చేస్తాం సరుకులు కొనే ఆడాళ్ళకి మేకప్ కిట్ ఫ్రీ అట ఆ లావిడికి చెప్పేస్తున్నాడు మరి మగాళ్ళకి మగాళ్ళకండి మగాళ్ళు సరుకులు కొంటే మా సూపర్ మార్కెట్ లో వాళ్ళకి షేవింగ్ కిట్ ఉంటుంది షేవింగ్ ది అది ఇచ్చేస్తాం అన్నమాట సంతోషం వచ్చేస్తుంది సంతోషం ఏంటండి అయితే నాకు షేవింగ్ కిట్ ఇస్తారన్నమాట మీక మీకెందుకు ఇస్తామండి షేవింగ్ కిట్ మగాళ్ళకి ఇస్తాం మరి అయితే మేకప్ కిట్ ఇస్తారంటారా ఊరుకోండి మేకప్ కిట్ ఆ అమ్మాయిలకి ఇస్తాం మరి నాకు మీక మీకు రెండు ఇస్తాం ఆ మీకు రెండు ఇస్తామండి ఎందుకంటే మీరు అది కదా ఏంటి ఏమిటండి ఏమైంది ఏం లేదు ఏం లేదు